పూర్వభావాలకు దరఖాస్తు గ్రామీణ సచివాలయాల్లో రైతులు పారదర్శకంగా ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చాము మరి అప్పుడేమో ఓన్లీ ఎంపీడీఓసే ఇది పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఇది సుమారు నాలుగేళ్లలో సుమారు రెండు లక్షల బోర్ బావులు డీల్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష అయితే రైతులు ఈ నా ఐదు సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువగా పడడము వారికి అందుబాటులో సాగునీరు చెరువుల్లో ఉండడము దానివల్ల కొద్దిగా అనాసక్తి కూడా చూపించారు ఆ దేశ దీనివల్ల మనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది బోర్లు వేసాము అధ్యక్ష దీని ఖర్చు రెండు వందల పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఖర్చు చేశాము అధ్యక్ష వీళ్ళు ఎన్టీఆర్ జలసే కింద ఐదు సంవత్సరాల్లో కూడా తొంభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు మాత్రం తొంభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష మరి దీనికి తోడు మన ఎనర్జైజేషన్కు యాభై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు ఖర్చు చేశాం అధ్యక్ష ఇప్పుడు కూడా మనం ప్రయారిటీ కింద అన్ని బోర్బావులకు కూడా ఫ్రీగానే విద్యుత్ ఇస్తూ ఉన్నాం ట్రాన్స్ఫారం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం నిర్మాణం కూడా మనమే చేస్తూ ఉన్నాం ప్రభుత్వమే దానికి తోడు నూట ఎనభై మీటర్ల కేబుల్ కూడా ఇచ్చి కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం గతంలో అయితే ఈ రైతులకు కనెక్షన్లు ఇచ్చేది అప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఉండదు అధ్యక్ష అది కాకుండా ఇప్పుడు మేము ఏక బిగిన అందరికీ కూడా పెండింగ్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఈ సంవత్సరం ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రైతులకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాము అధ్యక్ష ఇంకా నాలుగు వేలు మాత్రం ఉన్నాయి మార్చి థర్టీ ఫస్ట్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రైతులకు ఇస్తాం ఎక్కడ కూడా మళ్ళీ పెండింగ్ ఉండే అప్లికేషన్ ఏది కూడా ఉండదు అధ్యక్ష question number one eight eight five అనుసూచిత కులాల సంక్షేమం సర్వశ్రీ కైలి అనిల్ కుమార్ గొల్ల బాబురావు గారు కంబాల జోగులు అలజంగి జోగారావు టీజేఆర్ సుధాకర్ బాబు మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏ క్వశ్చన్ సమాధానం రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమం కోసం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మరియు డీబీటీయేతర విధానం ద్వారా నవరత్నాలు మరియు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేయడం కోసం ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది అధ్యక్ష దానిలో భాగంగానే జగనన్న అమ్మఒడి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన జగనన్న విదేశీ విద్య వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులకు ఉదాత్మక సద్బటి మత్స్యకార భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ నేతన్న నేస్తం జగనన్న చేదోడు వైఎస్ఆర్ వాహనమిత్ర అదే కాకుండా జగనన్న తోడు ఇతర ప్రభుత్వ అనేక కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్న అధ్యక్ష బీ క్వశ్చన్కి సమాధానం షెడ్యూల్ కులాల సంక్షేమంపై రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి కాలంలో డీబీటీ ద్వారా ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు నాన్ డీబీటీ కింద పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఇతర సాంఘిక సంక్షేమ శాఖ పథకాల ద్వారా పదమూడు వందల అరవై పాయింట్ తొంభై ఆరు కోట్లు ఖర్చు చేయడం జరిగింది వెరసి యాభై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష శ్రీకృష్ణకు సమాధానం అధ్యక్ష వివిధ పథకాల కింద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల పంతొమ్మిది కాలంలో ఎస్సీ సంక్షేమం కోసం ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది సార్ ధన్యవాదాలు సుధాకర్ బాబు మంత్రివర్యులు ఇచ్చిన సమాచారం పూర్తిగా అభినంది అభినందించదగింది ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలు అవహేళనలు చిత్కారాలు దేనికి పనికిరాని సమాజంగా దళిత సమాజాన్ని అభివర్ణించిన నారా చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో దళిత సమాజానికి జరిగిన అవమానాలను ప్రతి ఒక్క దళితుడు మర్చిపోలేని పరిస్థితి అధ్యక్ష గ్రామాల్లో ఆ పరిస్థితుల్లో నుండి ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మార్పును తీసుకురావటంలో పూర్తిగా సఫలీకృతమైంది మార్పును కోరుకుంటున్న ప్రజలకు సరైన సమాధానం దొరికిందని ఈ సందర్భంగా మీ ద్వారా సభకు చెబుతూ ఎందుకంటే అధ్యక్ష ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆకలితో అలమటించే పేద వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలని తరాల కొద్దీ మేము ఎదురు చూస్తున్నప్పుడు సరిగ్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన దాడులు సామాజిక దాడులు ఆర్థికపరమైన దాడులు అలాగనే రాజకీయంగా పూర్తిగా శూన్యతను ఏర్పాటు చేసిన విధానం చరిత్ర మర్చిపోకూడని పరిస్థితి అధ్యక్ష ఈరోజు మన ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన గణాంకాలను ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కేవలం నారా చంద్రబాబు నాయుడు ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ నలభై కోట్లు మాత్రమే దళిత సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన గణాంకాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు మేరు నాగార్జున గారి యొక్క సారథ్యంలో డీబీటీ కింద ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు డైరెక్ట్గా బట్ట నొక్కి తెలిపి దళితవాడల్లో పడినాయి అధ్యక్ష అలాగనే నాన్ డీబీటీ అనగా ఇళ్ల స్థలాలు కావచ్చు కట్టించిన ఇళ్ళు కావచ్చు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ సున్నా సున్నా కోట్లను ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టిందని సగర్వంగా ఈ సభలో చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం అధ్యక్ష మొత్తం యాభై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మన ప్రభుత్వం అధ్యక్ష వచ్చిన మార్పు ఏంటి అని మనం ఒకసారి చూస్తే వచ్చిన మార్పు దళిత వాడల్లో జీవన ప్రమాణాలు పెరిగినాయి దళిత వాడల్లో కొనుగోలు శక్తి పెరిగింది దళిత వాడల్లో వలసలు తగ్గినాయి దళిత వాడల్లో నాణ్యమైన విద్యకు ఈ రోజున పునాదులు పడినాయి ఆ విద్య కోరుకుంటున్నటువంటి దళిత సమాజం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నప్పుడు ఒక్క పరిపాలకుడు కూడా పూర్తిగా విద్య మీద నాణ్యమైన విద్య మీద దృష్టి పెట్టలేనప్పుడు నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజున నాణ్యమైన విద్యను అందించడం కోసం నాడు నేడు అనే ఓ ప్రవత్తరమైన కార్యక్రమం ద్వారా పూర్తిగా చదువుల తల్లిని మరి దళిత ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్తున్నాను అధ్యక్ష అదే కాదు అధ్యక్ష నాణ్యమైన ఆరోగ్యం అధ్యక్ష సకాలంలో ఇంటికి రేషన్ పంపిణీ చేసే క్రమం అంటే మన ప్రభుత్వం ప్రో దళిత్గా ఎంత ఉంది అని చెప్పడానికి మా దగ్గర కొల్లోలు కొల్లాలుగా సమాచారం ఉంది అధ్యక్ష నా ప్రశ్నలో గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన సమాధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ వారిచ్చిన గణాంకాలని నమ్ముతూ ఇంకా మనం నాణ్యమైన విద్యని ఇచ్చేటప్పుడు ఈ రాజకీయ ప్రక్రియలో అనేకమైన శక్తులు అడ్డుపడుతున్నాయి అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం వద్దని దళితవాడలకు చెబుతున్నారు ఇంగ్లీష్ మీడియం బీసీలకు వద్దంటున్నారు ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళకు వద్దంటున్నారు కానీ మన ప్రభుత్వం కంకణ బద్దులై పనిచేస్తున్న ఈ శుభ పరిణామంలో అధ్యక్ష మేము ఈ రోజున మీ మీ ద్వారా ఓ అభినందన గౌరవ ముఖ్యమంత్రి గారికి మాన్య మంత్రివర్యులకు కూడా చెప్పాలి అధ్యక్ష ఈ రోజున శ్మశానాలు లేక దళితవాడల్లో ప్రధానమైన సమస్యగా దళితులకు శ్మశానాన్ని అంటే అధ్యక్ష మీరు పూర్తి చేసే సాంప్రదాయం ఉన్న ఈ సమాజానికి స్థలము కావాలని అనేక మార్లు సభలో చెప్పాము అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మరి జీవోని పాస్ చేసి కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చారు శ్మశానానికి స్థలాలను ఎంపిక చేసి వాటిని ప్రభుత్వమే కొనే విధంగా చేసినందుకు ఈ సభ ద్వారా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి మంత్రి గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాం అధ్యక్ష అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే రోజు ఆ శుభ గడియల కోసం ఆ మహత్తరమైన గడియల కోసం ఆ రోజు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న మాకు ఈ ప్రభుత్వం చూపిస్తున్న చొరవని మరింత త్వరితగతిన విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి చెబుతూ అలాగే అధ్యక్ష మీకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు కూడా నేను ఈ రోజున ఒక మనవి చేస్తున్నాను అధ్యక్ష అన్ని అన్నిటిలో మార్పు తెస్తున్న ఈ ప్రభుత్వం మాత్రమే చేయదగిలిన దళితవాడలో ఉన్న ఆకాంక్షని మీ ద్వారా ఈ సభలో మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అది ప్రధానంగా దళితవాడల్లో నాడు నేడనే కార్యక్రమం చేపట్టమని చెప్పి సవినీయంగా చేతులు జోడించి కోరుతున్నాం ఆయన తీసుకొచ్చిన నాడు నేడు ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది వారు తీసుకొచ్చిన నాడు నేడు ఆరోగ్య ఆరోగ్య రంగంలో నాడు నేడు వచ్చింది మేలైనటువంటి వైద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంతరంగిక రోడ్లు కొంత కొరత ఉంది అధ్యక్ష సైడ్ డ్రైన్స్ కొరత ఉంది దళితవాడల్లో అలాగనే విద్యుత్ స్తంభాలు కొడుతుంది వాటి మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి క్వశ్చన్ ఇవన్నీ కూడా తీసుకోమని చర్యలు తీసుకోమని చేయండి టైం సెలవు తీసుకున్న అధ్యక్ష ధన్యవాదాలు గారు సింగిల్ సప్లిమెంటరీ టైం అయిపోయింది ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక మంచి సాంఘిక సంక్షేమ మంత్రి గారు చెప్పారు ఈ విధంగా పరిపాలన జరుగుతుంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ విధంగా పరిపాలన జరిగి చూసుకుంటే వేల కోట్లు డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చాక యాభై రెండు వేల కోట్ల పైన ఖర్చు పెట్టారు వాళ్ళు ముప్పై మూడు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి అలాగే చదువుకోవడానికి కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ మరి ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా అంతేకాకుండా ఈరోజు ఆర్థిక సమానత్వం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఆర్థిక సమానత్వం ఎప్పుడుందో అప్పుడే అంటరాంతం కూడా పోతుంది అధ్యక్ష కాబట్టి ఒక లానేస్తాం కానీ నేను కూడా నేను అడ్వకేట్గా చేసేటప్పుడు కేవలం ఐదు వందలు అడ్మిషన్ జస్టిస్ ఇచ్చేవారు అధ్యక్ష ఈరోజు అందరికీ కూడా నానేస్తం కింద మరి అందరూ కూడా ఆదుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా విద్య మరి చెప్పాలంటే జగనన్న గోరుముద్ద నుంచి విద్యా కానుక అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా విధానం అంటే పేదోడు చదువుకోవడానికి మరి ఆ వ్యక్తి బిడ్డ పుట్టిన నుంచి బాధ్యత వహిస్తూ పూర్తిగా ఒక ఇల్లు బాగుపడాలన్న ఆ ఊరు బాగుపడాలన్నా మరి విద్య తర్వాత వైద్యం వ్యవసాయం వల్ల ఈరోజు ఎంతోమంది ఎస్సీస్ అందరూ బాగుపడుతున్నారు అధ్యక్ష సప్లయర్కి మించి ఈరోజు సంక్షేమం జరుగుతుంది అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాలు జరిగింది మరి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అధ్యక్ష ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది అధ్యక్ష ఒక శాంతి భద్రతలు కానీ అదేవిధంగా కరప్షన్ లేని పరిపాలన ఈరోజు జరుగుతుందంటే ముఖ్యంగా ఎస్సీలు అందరూ కూడా ఈరోజు బాగా చదువుకోవడానికి ముందుకొస్తున్నారు అన్ని విధాలుగా బాగున్నారు అధ్యక్ష కానీ ఇంకా అధ్యక్ష కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఎవరికైతే మనకి ఈ పథకాలు అందని పరిస్థితులు ఉన్నవారికి వాళ్ళకి ఎకనా ఎకనామికలీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కింద తీసుకొని వారికి కూడా సహకారం చేయాలని ఇంకా కొంచెం ఎస్సీలు కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు అధ్యక్ష అన్ని విధాలుగా మరి ప్రభుత్వం మరి ఎస్సీలు ఆదుకోవాలని ఇంతవరకు అన్ని విధాలుగా ఆదుకోవడం బాగానే ఉంది అధ్యక్ష మరి కొంచెం కొంచెం సమస్యలుగానే ఆదుకోవాలని కోరుతున్నాను మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు చూస్తుంటే వారు పూర్తిగా అనేక అరాచకాలు ఆ ప్రభుత్వంలో జరిగేవి ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక మంచి పరిపాలన భారతదేశ చరిత్రలో ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను గారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ సార్ ఈరోజు ఎస్సీ సంక్షేమం మీద ప్రశ్నోత్తర సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికంటే ముందు శ్రీ గుర్రం జాషువా గారి ఆవేదన మీ దృష్టిలో పెట్టదలుచుకున్నాను సార్ ప్రతిమలకు పెండ్లు చేయుటకు వందల వేలు వేయింతురు కానీ దుఃఖితమతులైన పేదల పకేళ్ల శూన్యమైన పాత్రలను మెతుకు కూడా విదర్పుది భర్తకాండం అనే గుర్రమ జాషువా గారి ఆవేదన అర్థం చేసుకున్న మన అన్న ఈరోజు రాష్ట్రంలో తాడిత పీడిత బాధిత దుఃఖితుల యొక్క ఆలోచన విధానానికి అపనాస్తముగా అందించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు దళపతిగా అణగారి వర్గాలకి అధిపతిగా తాడిత పీడిత వర్గాలకి ఆత్మబంధువుగా సంబంధము అనుబంధము డీబీటీ ద్వారా అందించే సగరంగా చెప్తున్న ఈ జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ సంక్షేమం అనేది పూర్తి స్థాయిగా పేదవాడి డోర్ తట్టి ఈరోజు సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను సార్ ఎందుకంటే గత ప్రభుత్వాలు దళితులని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వాలు దళితుల పట్ల ఏ విధంగా మాట్లాడారనేది మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఈ సభ దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్ గత ప్రభుత్వాల్లో దళిత మహిళల పట్ల వివక్షను చేసి హింసించిన వైనాలు కూడా అందరూ ఉన్నాయి అలాగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే నేను దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే మాట కూడా మీ అందరి దృష్టి తీసుకోవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అనేది పూర్తి స్థాయిగా పేదవాడికి దళిత వర్గాల ఇంటి దగ్గరికి గుమ్మం దగ్గరికి వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి మరి ముఖ్యంగా మా ప్రజల యొక్క ఆకాంక్ష మా ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇరవై రెండు శాతం ఉన్న దళితులందరూ కూడా ఒకటే కోరుకున్నారు గత ప్రభుత్వంలో మా దళితులను మోసం చేసి మా గత దళితుల యొక్క ఆలోచన విధానమైన అంబేద్కర్ గారి ఒక శృతివనాన్ని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వాలకి నేడు జగనన్న ప్రభుత్వంలో అతి త్వరలోనే అది ఆవిష్కరించబోతుంది నేను నిన్న మొన్న ఒక వారం క్రితం నేను కొన్ని సోషల్ మీడియాలో చూస్తే మా గౌరవ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు రాత్రి పన్నెండప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పర్యవేక్షణ చేయడం నిజంగా మంత్రి గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేసిన ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్ మరి ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇరవై వేల ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ముఖ్యంగా గత నలభై ఐదు నెలలుగా యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమాన్ని కేటించి మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో విద్యను దళితులకు దూరం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర ప్రధానికం ఎలా ఏ విధంగా ఉందో ఆలోచన చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదవాడు మా ఇంగ్లీష్ మాధ్యంలో చదువుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పోటీతత్వంలో ముందుండేటట్టుగా తీసుకెళ్ళడానికి మరి ముఖ్యంగా యుఎన్ఓ రెండు వేల పదిహేనులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో విద్యకి ప్రాధాన్యం ఇస్తూ మరి ముఖ్యంగా పేద పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతో తీసుకెళ్తున్న ఈ దిశగా ఈ ప్రభుత్వం అనేది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సందర్భంగా నేను గౌరవ మంత్రివర్యులకి నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి వెచ్చించారని చెప్తున్నప్పటికీ ఎవరికిచ్చారో తెలియదు అందులో ఎంతమంది బినామీలు ఉన్నారో తెలియదు ఎవరు ఏ కనీసం ఏ దళితుడు కూడా ఆ సంఘ ఆ ప్రభుత్వంలో నేను బాగుపడ్డానని చెప్పిన సందర్భం లేదు కానీ ఈరోజు ప్రతి దళితుడు కూడా మూడు పూట్ల అన్నం తినడానికి ఈరోజు శక్తినిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభోధనాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా మంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను సార్ మీరు మరింత దళిత సంక్షేమానికి మరింత దళితులు చేరువవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అభిమతం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సమానమైన ఆలోచన విధంగా ఈ ఈ భారతదేశానికి రాజ్యాంగ రాజ్యాంగాన్ని సమర్పించే ముందు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు sir one man one vote one value అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం ఈ రాష్ట్రంలోని ప్రతి ప్రజలు కూడా సమానమైన దిశగా పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఇటువంటి సభలో మేము ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాం సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సంక్షేమ శాఖ శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రేపు బడ్జెట్లో కానీ భవిష్యత్తులో కానీ పీజీకి కానీ డిగ్రీకి కూడా ఈ గురుకుల పాఠశాలలో ఉంచాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఈరోజు మా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఇచ్చినందుకు చెప్పినందుకు ధన్యవాదాలు దీంతో పూర్తిగా ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమాన్ని పేదవాడి చేరువుగా ఉండేటట్టుగా చేస్తున్నందుకు గౌరవ మంత్రివర్గ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ మీ దగ్గర తీసుకున్నాం థ్యాంక్ యూ మినిస్టర్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష తోటి శాసనసభ్యులు వారు అడిగినటువంటి క్వశ్చన్లు వారు మాట్లాడిన తీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వినాలి మంచి చెప్పినప్పుడు వింటే చెప్పండి చెప్ప అది గౌరవం మీరు చెప్పండి వాళ్ళే మీరు చెప్పండి అంటే పక్కన వారు ఏదో చెప్తా ఉన్నారు కామెంటరీ అంతకన్నా నాలుగింతలు చెప్పగలుగుతాను ఆయన అది కాదులే ఇంకో దాని మీద మాట్లాడండి ఈరోజు మరి సుధాకర్ బాబు గారు కానీ జోగులు గారి జోగులు గారు కానీ జోగారావు గారు కానీ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు ఇదివరకటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినవి వారికి ఉన్నటువంటి స్టిపులేటెడ్ ఫైవ్ ఇయర్స్లో నేను పాతకెళ్ళటలా ఎంత ఖర్చు చేసినవి ఖర్చులు ఏ విధంగా ప్రజలకు అందించినవి ఈ మూడున్నర సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రతి పైసా ఏ విధంగా లబ్ధిదారులకు అందుతూ ఉన్నది అనేది చాలా ప్రస్ఫుటంగా చెప్పారు అధ్యక్ష చాలా ధన్యవాదాలు ఎందుకంటే బయట కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు ఆసరా పెట్టారు చేయూత పెట్టారు అనేక స్కీములు పెట్టారు నవరత్నాలు అంటున్నారు ఏమి అందుతూ ఉన్నాయి ఎలా అందుతూ ఉన్నాయి అని ప్రతిపక్షాలను మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ చేతకాల దళితులకు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఐదు సంవత్సరాలు వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈ మూడు సంవత్సరాల ఎనిమిది నెలల వ్యవధిలో యాభై రెండు పాయింట్ ఆరు ఐదు వేల కోట్లు మేము ఖర్చు చేశాం అధ్యక్ష అంటే దళితుల మీద ఎంత త్రికరణ శుద్ధి ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారికి దళితుల అప్లిట్మెంట్ కోసం ఎంత పనిచేయాలని ఆలోచనతో ఉన్నారో ముఖ్యమంత్రి గారి చాలా అర్థమవుతుంది అధ్యక్ష దాంతో కాకుండా ఇందాక జోగారా గారు చెప్పారు నా ఖర్చు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారో ఏ బినామీకి ఇచ్చారో ఎవరు లబ్ధిదారులో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలియని పరిస్థితున్నా ఈరోజు ఒక్క పైసా కూడా ఎక్కడా వృధా కాకుండా అవినీతి లేకుండా మూలం ఉన్నటువంటి ఏ పేదవాడు ఉన్నాడో వాడి తలుపు తట్టి డబ్బులు అందిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తున్నా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా గొప్ప ఆలోచన దీక్ష తెలుసుకోవాలా దాంతోపాటు ఈరోజు మరి సుధాకర్ బాబు గారు చెప్పారు నిజంగా విద్యకు ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో విద్యానావి విధానాతి విద్వజ్జన పరిశ్రమం నహివంజాజానాతి గురువేం ప్రసవవేదనామన్నారు విద్యలోని మాధుర్యం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కష్ట సాధ్యమైన ప్రసవేదన తల్లికి తెలుస్తుందని ఆ కష్ట సాధ్యమైనటువంటి చదువుకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తెలిసినటువంటి ఆ మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చదువుకి ప్రయారిటీ వీళ్ళు చెప్తా ఉన్నారు మెట్ చేశారు మెట్ చేశారని పారిపోయారు స్కూల్స్ మెట్ చేశారంటే పేదవారి పిల్లలు మూడవ తరగతి నుంచి ఇంగ్లీష్ విద్య చదవాలని ఒక చోట ట్రైనింగ్ ఇచ్చి టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి చేస్త మీలాగా ఐదు వేల స్కూల్ మూసేయలేదు మీలాగా మూడు వేల ఐదు వందల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతారని చెప్పి హాస్టల్ మూసేలా that is the administration of the government that is the administration of the Jaganmohan Reddy గారి దాని విజన్ అది ఆలోచన అధ్యక్ష అందుకనే ఈ రాష్ట్రంలో నాడు నేడు పెట్టిన పల్లెల్లోకి వెళ్తే బ్రహ్మాండమైన స్కూల్స్ ఈరోజు అమ్మఒడి పెడితే కూలి చేసుకున్న తల్లి భరోసాగా పిల్లల్ని చదివించుకుంది అధ్యక్ష విద్యా దీవెన పెడితే ఫీజు కోసం అప్పులు తెచ్చుకొని ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలు చదువులు మానేసినటువంటి కుటుంబాలు ఈరోజు బ్రహ్మాండంగా చదువుకునే అధ్యక్ష వసతి దీవెన అని చెప్పి పెడితే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం దొరికింది అధ్యక్ష విదేశీ విద్య అని చెప్తే ఈరోజు మీరు కట్టాల్సిన డబ్బులు కట్టక దీనికి ఇచ్చవచ్చిన అప్పుడిమిప్పుడుగా విదేశీ విద్యను నాశనం చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేసి రాష్ట్రంలో ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం అందుకని విద్యకు ఇస్తే ప్రయారిటీ ఇచ్చారని సుధాబాబు సుధాకర్ బాబు గారు చెప్పడం అనేది నిజంగా మంచి ఆలోచన అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మరి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ స్మృతివనం పెడతానని చెప్పారు ఇందాక సుధాకర్ బాబు గారు ఉటంకించారు దాంతోపాటు జోగులు గారు చెప్పారు జోగారావు గారు చెప్పారు అంబేద్కర్ స్మృతివనం పెడతానని చెప్పి ఐదు సంవత్సరాల్లో పారిపోతే ఎవరు అడగకుండా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపడడం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎప్పుడు అవకాశం ఉందంటే అప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు ఏప్రిల్ ఫోర్టీన్త్ కల్లా చేయాలనుకుంటున్నాం కానీ దాన్ని ఎనభై అడుగుల ఎత్తు నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని కడతా ఉంటే ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అన్నీ సమకూర్చడం ఢిల్లీ నుంచి తీసుకురావాలా హైదరాబాద్ అన్ని ఈ రో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంలో వందకి వంద పర్సెంట్ భారతదేశం గర్వించే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపడిన పెట్టబోతామని మాత్రం ఈ శుభ్రత తెలియపరుస్తా ఉన్నది అధ్యక్ష నిజంగా చాలా ధైర్యం ఒక మంచి మనసు అంబేద్కర్ మీద ఒక భావజలాన్ని భుజారం వేసుకునే ఒక ముఖ్యమంత్రి ఉండటమే దీనికి తార్కాణంగా మేము ఆలోచిస్తామని అధ్యక్ష అందుకనే ఈ సభ ద్వారా ఇక్కడ సభలో ఉన్నటువంటి మరి మాతో ఉన్న సభ్యులకు కానీ బయట చూస్తున్నటువంటి లక్షలాది మంది నా దళిత సోదరులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళిత సంక్షేమానికి బాటలు వేసిన ప్రభుత్వం ఒక భరోసా దళితుల గుండె మీద చేసుకుని బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరిగినాయి అని చెప్పేసి ఒకప్పుడు చెప్పుకున్నాం విలువేతలు జరిగినాయి చెప్పుకున్నాం కానీ ఈరోజు అది లేదు అధ్యక్ష ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వీడు చెప్తా ఉంటారు కదా జరగచ్చు మా ముఖ్యమంత్రి గారి స్పందన దళితుల మీద ఒక ఖచ్చితమైనటువంటి భావన వారి అప్లిప్మెంట్ ఆ కులాల అభ్యున్నతి నాకు చెప్పాడు సుధాకర్ బాబు గారు నిజంగా స్పశానాలు ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏ విధంగా ఆదుకోవాలని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న అధ్యక్ష నిజంగా ఈ క్వశ్చన్ అడిగినందుకు సభ్యులకు ధన్యవాదాలు చెప్తూ ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తిగా కట్టుబడి ఉంది అబద్ధాలు చెప్పం ప్రతి ఇంటికి తలుపు తట్టి ఈ రాష్ట్రంలో దళితాభ్యుదయాన్ని అంబేద్కర్ భావజాలాన్ని జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ని భుజాన వేసుకుని నడుస్తామని మీ ద్వారా తెలియపరుస్తామని అధ్యక్ష ధన్యవాదాలు Now, remaining questions are postponed, guilted. Now, question, question hour is closed. మీరు మీరు మీరు మీరు నాకు కోపరం చెప్పండి ఇట్లా నా ఇష్టం వచ్చినట్టు కాదు బీఎస్సీలో మనం అనుకున్నదే బీఎస్సీలో మనం మనం అనుకున్న టైం అది మీరు కూడా మీరే అటెండ్ అవుతున్నారు కదా బీఎస్సీ కాన్ బిఎఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కూర్చోండి కూర్చోండి procedures will ever deviate please procedures will ever deviate please సంతాప ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు బిక్కెన్ గోపాలకృష్ణారావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నది శ్రీ బిక్కిన గోపాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రస్తుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎండలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ముప్పైన ముప్పై తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ చుక్క పీటర్ పాల్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ చుక్క పీటర్ పాల్ గారు nineteen seventy two nineteen seventy eight సంవత్సర కాలంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి ఆరవ తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు కొలుసు పెదరెడ్డయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ కొలుసు పెదరెడ్డయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరాల కాలంలో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదమూడున మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ వట్టి వసంతకుమార్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ వట్ట శ్రీ వట్టి వసంతకుమార్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగో సంవత్సర కాలంలో ప్రస్తుత ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు మరియు రెండు వేల నాలుగు తొమ్మిది సంవత్సరాల కాలంలో చిత్తూరు జిల్లాలోని వేపంజేరి మరియు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు సంవత్సరాల కాలంలో గంగాధర నెల్లూరు శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పాతపాటి సర్రాజు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ పాతపాటి సర్రాజు గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మరణించారు వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారికి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం government motion by Minister R&D. Sir, I give notice for the following motion, which I instead to move in the present meetings of Andhra Pradesh Legislative Assembly. I am moving this motion, sir. That the members of the House do proceed to elect one representative from the Andhra Pradesh legislature to serve on the Journal Railway Users Constituency Committee to be reconstituted for the period of two years 1 to 2023 to 31 1 2025 in the manner required as per the procedure and conduct of business in the Andhra Pradesh Legislative Assembly, sir. Please remove the motion. I am to announce to the House that in accordance with the regulations made for conducting election to elect one member from among its members of Andhra Pradesh Legislative Assembly to serve on Journal Railway Users Committee, Consultative Committee, South Central Railway, Secunderabad, according to the principle of proportional representation by means of single transferable vote. One fix the following program. Last date for filing of nomination 1 p.m. to 5 p.m on 17-3-2023, date of scrutiny of nomination, 4 p.m. on 18-3-2023. Last date for withdrawals of nominations, 5 p.m. on 19-3-2003. Date on which a poll shall, if necessary, be held from 9 a.m. to 4 p.m. on 20th three two thousand twenty three వాయిదా తీర్మానం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల గురించి శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు ఇచ్చినటువంటి తీర్మానాన్ని తిరస్కరించడమైనది now tea now house is adjourned for tea break